hello viewers welcome to achievers academy daily current affairs ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ జాతీయ మరియు ప్రాంతీయ దట్ మీన్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముఖ్య సమావేశాలు సంఘటనలు అండ్ వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం తెలుసుకుందాం అండ్ సెషన్ మొదలు పెడదాం so first first topic of the day that is ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇమేజ్ ఎక్కడిది అంటే it is the image of greater Visakhapatnam municipal corporation so ఇటీవల గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వార్తల్లో నిలిచింది ఎందుకు వరకు అంటే మనందరికీ తెలుసు రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది దీన్నే మనం ఏమంటున్నాము స్మార్ట్ సిటీ పథకం అని అంటాం అవునా so one of the smart సిటీగా విశాఖపట్నం నగరం కూడా ఎంపికైంది అండ్ ఈ స్మార్ట్ సిటీలో భాగంగా జరిగే పనుల్లో ఇటీవల విశాఖపట్నంలో రెండు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్కి సంబంధించిన పనులను కంప్లీట్ చేశారన్నమాట ఓకే సో ఆ రెండు పనులు ఏంటి అంటే ఒకటి multi level multilevel car parking project okay so ఈ స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా విశాఖపట్నం నగరంలో ఒక పని ఏంటి అని అంటే multi level multi level car parking project పేరుతో multi level car parking project పేరుతో ఒక ప్రాజెక్ట్ని ఇటీవల విశాఖపట్నంలో ఆవిష్కరించారన్నమాట సో అసలు ఈ multi level car parking project అంటే ఏంటి ముఖ్యంగా మనకి విశాఖపట్నం నగరంలో అత్యంత రద్దీ అయిన ప్రాంతం కనుక గమనిస్తే జగదాంబ సెంటర్ అని అంటాం అవునా సో ఈ జగదాంబ సెంటర్లో ట్రాఫిక్ సమస్యలను తీర్చడం కోసం అదేవిధంగా అక్కడ చాలామంది ప్రజలు జగదాంబ సెంటర్కి వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడే చాలా షాపింగ్ కాంప్లెక్సెస్ అదేవిధంగా మనకి థియేటర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ పార్కింగ్ కోసం పార్కింగ్ కోసం ఒక ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరిగింది అండ్ ఈ ఐదంతస్తుల భవనం ముఖ్యంగా మన కార్ పార్కింగ్ కోసం నిర్మించారన్నమాట ఓకే సో అక్కడ రోడ్ల పైన ఈ కార్లన్నీ ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు దాదాపు వంద కోట్లతో ఓకే సో వంద కోట్లతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగిందన్నమాట అనమాట ఓకే అండ్ ఇది ఒక జీ ప్లస్ ఫైవ్ ప్రాజెక్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు దీనిపైన ఐదు అంతస్తులు సో ఈ ఐదు అంతస్తుల్లో కార్ కార్ పార్కింగ్ అనేది చేయవచ్చు అన్నమాట ఓకే సో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో మొట్టమొదటిగా మల్టీలెవర్ కార్ పార్కింగ్ ప్రాజెక్ట్ని ఆవిష్కరించడం జరిగింది ఆ తర్వాత మనకి విఎంఆర్డిఏ పార్క్ ఓకే రెండవది ఏంటి అంటే విఎంఆర్డిఏ పార్క్ సో అసలు విఎంఆర్డిఏ అంటే Visakhapatnam metropolitan metropolitan region development authority Visakhapatnam metropolitan region development authority పార్క్ని కూడా ఏర్పాటు చేశారు సో ఈ పార్క్కి దాదాపు ముప్పై కోట్ల వ్యయంతో ఈ పార్క్ని కన్స్ట్రక్ట్ చేయడం అన్నమాట ముప్పై కోట్ల వ్యయంతో ఈ పార్క్ని నిర్మించడం జరిగింది అండ్ ఈ పార్క్లో భాగంగా మనకి యోగా జోన్ ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక cycling track walking track running track ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ని ఈ పార్క్లో ప్రొవైడ్ చేశారు ఓకే సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల విశాఖపట్నం నగరానికి రెండు కొత్త ప్రాజెక్టులు అమలయ్యాయి సో ఆ రెండు ప్రాజెక్టులు ఏంటి ఒకటి జగదాంబ సెంటర్లో multi level car parking project so ఇది వంద కోట్ల నిధులతో నిర్మించడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ కార్ల యొక్క రద్దీతో జగదాంబ సర్కిల్ బాగా కంజెస్టెడ్ అయిపోతుందని చెప్పేసి కార్ పార్కింగ్ కోసం ఎస్పెషల్గా జీ ప్లస్ ఫైవ్ కాన్సెప్ట్తో ఒక ఐదంతస్తుల భవనాన్ని నిర్మించారు అండ్ ఇందులో దాదాపు వంద కార్లను పార్కింగ్ చేసే ఫెసిలిటీ ఉందన్నమాట ఓకే ఆ తర్వాత మనకి VMRDA park Visakhapatnam metropolitan region development authority so ఒక పార్కును నిర్మించారు దాదాపు ముప్పై కోట్లతో అండ్ ఈ పార్క్లో అన్ని రకాల సౌకర్యాలు యోగా యోగా నిర్వహించుకోవడం ఒక సపరేట్ స్థలం ఓకే అదేవిధంగా మనకి పార్కును కనుక చూసుకుంటే ముప్పై మూడు ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు ఎన్ని ఎకరాల్లో ముప్పై మూడు ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఇది విశాఖపట్నం నగరానికి సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశం so aspirants who are preparing for APSC exams please remember this point right ఆ తర్వాత మనకి next important item in the news so Dhan scheme అసలు ఈ గోబర్ధన్ స్కీమ్ అంటే ఏంటి మనకు ముఖ్యంగా పశువుల యొక్క వేస్ట్ ఉంటుంది కదా సో వాటి యొక్క పేడ కానివ్వండి ఇతర వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా వ్యవసాయ వేస్ట్ అంటాం అగ్రికల్చరల్ వేస్ట్ మరియు యానిమల్ వేస్ట్ అగ్రికల్చరల్ వేస్ట్ వ్యవసాయ వ్యర్థాలు ఓకే అగ్రి వేస్ట్ అదేవిధంగా animal waste animal waste so ఈ రెండు వ్యర్థాలను వ్యర్థంగా వెళ్ళనివ్వకుండా వ్యర్థంగా పడేయకుండా సో ఈ వ్యర్థాలను పడేస్తే ఒక విధంగా పర్యావరణ కాలుష్యం అవుతుంది ఇవన్నీ అవుతున్నాయి కానీ వీటిని మనకు అవసరం అయ్యేలా అంటే గోబర్ గ్యాస్ని ఉత్పత్తి చేసేలా లేదా బయోసిఎన్జి అంటే బయో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉత్పత్తి చేసేలా అండ్ మనకి న్యాచురల్ ఫర్టిలైజర్స్గా మార్చాలి ఓకే సో ఈ అగ్రి వేస్ట్ని మరియు యానిమల్ వేస్ట్ని ముఖ్యంగా మూడు రకాలుగా మనం మార్చవచ్చు అన్నమాట ఒకటి బయోగ్యాస్ లేదా దీన్ని మనం ఏమంటున్నాము గోబర్ గ్యాస్ అని కూడా అంటాం అదేవిధంగా bio fertilisers okay bio fertilisers అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా బయో ఫర్టిలైజర్స్ అన్నమాట ఓకే వీటినే మనం ఆర్గానిక్ పంటలు అంటాం కదా సో ఆ విధంగా సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేయొచ్చు అండ్ ఆ తర్వాత మనకి bio CNG bio CNG so ఈ మూడింటిని వ్యవసాయ వ్యర్థాలు మరియు పశువుల వ్యర్థాల నుండి ఉత్పత్తి చేయడం ఈ గోబర్ధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో ఈ స్కీమ్ని కనుక మనం గమనిస్తే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఈ స్కీమ్ని లాంచ్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఎప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల్లో ఈ గోబర్ధన్ స్కీమ్ని ప్రై పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా అమలు చేయాలి అనుకుంటుందన్నమాట ఓకే సో ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలు ఈ గోబర్ధన్ స్కీమ్లో భాగంగా సెలెక్ట్ అయ్యాయి చేయాలి అండ్ ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్గా ఈ నాలుగు జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల్లో ఏర్పరచనున్నారన్నమాట ఉన్నారన్నమాట ఇంప్లిమెంట్ చేయనున్నారు సో ఆ నాలుగు జిల్లాలు ఏంటి అంటే మనకు ఆ నాలుగు జిల్లాలను కనుక గమనిస్తే కృష్ణ అనంతపూర్ కర్నూల్ మరియు చిత్తూరు ఓకే కృష్ణ కృష్ణ అనంతపూర్ అనంతపూర్ కర్నూలు కర్నూల్ మరియు చిత్తూరు సో ఈ నాలుగు జిల్లాలను గోబర్ధన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ స్కీమ్ని ఈ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ఇంప్లిమెంట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం సో ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్కి సంబంధించి కాదు ఇటీవల ఇటీవల మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇటీవల భారతదేశంలో అసలు భారతదేశంలో బొగ్గు నిల్వలు ఎలా ఉన్నాయి ఓకే కోల్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి అని గణాంకాలు చేశారన్నమాట అండ్ దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో బొగ్గు నిల్వల పరంగా చూసుకుంటే తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఓకే సో ఆంధ్రప్రదేశ్ బొగ్గు నిల్వల సామర్థ్యంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిందన్నమాట ఓకే అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానంలో నిలిచింది అండ్ తెలంగాణ మన ఇతర ఉత్తర తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణ ఇది ఆరవ స్థానంలో నిలిచింది ఓకే మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటి అంటే first place is occupied by Jharkhand దేశంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రెండవ అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఒడిశా అండ్ మూడవ అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆరో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానంలో ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ గోవర్ధన్ స్కీమ్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాలు ఏవేవి కృష్ణ అనంతపూర్ కర్నూలు చిత్తూరు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా right now coming on to next important item in the news so దీన్నే మనము Wings India twenty twenty two సదస్సు లేదా సింపుల్గా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పో అని అంటాం okay international air expo so ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పో అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ఎగ్జిబిషన్ లాంటిదన్నమాట మరి వేటి యొక్క ఎగ్జిబిషను అంటే ఏరోప్లేన్స్ హెలికాప్టర్స్ వీటి యొక్క ఎగ్జిబిషన్ రైట్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా Asia's largest event on civil aviation పౌర విమానయానానికి సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్ అన్నమాట ఓకే సో దీంట్లో భాగంగా కమర్షియల్ జనరల్ అండ్ బిజినెస్ క్లాసులకు సంబంధించిన వివిధ రకాల విమాన ప్రమాణాలను ప్రదర్శించడం జరుగుతుందన్నమాట ఓకే అండ్ ఇది ముఖ్యంగా మనకు తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోండి సో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ ఈవెంట్ జరుగుతుంది ఇంతకుముందు ట్వంటీ ట్వంటీలో జరిగింది అండ్ ట్వంటీ ట్వంటీ టూలో ఈ సదస్సును వింగ్స్ ఇండియా పేరుతో నిర్వహించబోతున్నారు అనమాట okay Wings India twenty twenty two పేరుతో నిర్వహించబోతున్నారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు twenty four to twenty seventh March okay so రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ పేరుతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ ఎక్స్పోని మన తెలంగాణలోని హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు అండ్ ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయం ఓకే సో బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఈ విన్యాసాలను లేదా ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించబోతున్నారన్నమాట ఓకే గుర్తుపెట్టుకోండి బేగంపేట్ ఎయిర్పోర్ట్ అండ్ ఇది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్లో Wings India international air expo programme జరగబోతుంది సో తెలంగాణ ఆస్పిరెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఇటీవల క్యాబినెట్ రీషఫుల్లో భాగంగా మన కొత్తగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా బాధ్యతలు ఎవరు చేపట్టారో అతని పేరుని కమెంట్ సెక్షన్లో చెప్పండి right now coming on to next important item in the news INS Vikrant so fourth ఆగస్టున మనకి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన ట్రయల్స్ జరిగాయి అన్నమాట ఓకే సముద్రంలో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయాణం స్టార్ట్ చేసింది ఒక విధంగా ఇదంతా ట్రైల్స్ అని అంటాం మనం క్లియర్ సో సముద్రంలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇవన్నీ టెస్టింగ్ ప్రక్రియ అన్నమాట సో దీన్ని అఫీషియల్గా ఇండియన్ నేవీ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో దీన్ని అఫీషియల్గా నేవీలో చేర్చుకోబోతున్నారు కానీ దానికన్నా ముందు ట్రయల్ రన్ అంటాం కదా సో ఆ ట్రయల్ రన్ని నిర్వహించారు మరి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే it is India's first indigenous aircraft carrier okay so indigenous అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి విమాన వాహక నౌక తెలుగులో సింపుల్గా దీన్ని ఏమనొచ్చు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి విమాన వాహక వాహక నౌక ఓకే విమాన వాహక నౌక మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఐఎన్ఎస్ విక్రాంత్ ఓకే అదేవిధంగా మనకి దీని యొక్క సామర్థ్యాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇది దాదాపు నలభై నాలుగు వేల టన్నుల నలభై నాలుగు వేల టన్నుల బరువుని మోయగలదు నలభై నాలుగు వేల టన్నుల బరువుని మోయగలదు సో ఇక్కడ మీరు ఇమేజ్ని కనుక చూసుకుంటే ఇక్కడ మనకు హెలిప్యాడ్ లేదా ఏరోప్లేన్ అంటే ఒక ఫైటర్ జెట్ ల్యాండ్ కావడానికి కూడా స్పేస్ ఉంటుందన్నమాట ఓకే సో అదేవిధంగా ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని భారతదేశ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని రెండు వేల తొమ్మిదిలో ఆమోదం తెలిపింది అండ్ ఈ ఐఎన్ఎస్ విక్రాంతిని మనకి అందించిన సంస్థ ఏది అంటే Cochin shipyard okay so Cochin shipyard దీని యొక్క నిర్మాణం చేసిందనమాట most important Cochin shipyard so దీనికి ఈ ఐఎన్ఎస్ విక్రాంతికి ఇప్పటి వరకు మనం పెట్టిన ఖర్చు ఇరవై మూడు వేల కోట్లు ఓకే ఇరవై మూడు వేల కోట్లతో ఐఎన్ఎస్ విక్రాంతిని మనం నిర్మించుకున్నాం అన్నమాట సో ఈ ఐఎన్ఎస్ విక్రాంతి యొక్క స్పెషాలిటీ ఏంటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌక aircraft carrier okay aircraft carrier ship అన్నమాట ఓకే సో ఇది మనకు ఒక విధంగా ప్రపంచ దేశాల సరసన ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మనల్ని చేర్చిందన్నమాట ఓకే సో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇలాంటి విమాన వాహక నౌకలు కొన్ని దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి ఆ దేశాలను కనుక మనం ఒకసారి గమనిస్తే USA Russia France UK Italy China so ఈ దేశాల తర్వాత పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహక నౌకని కలిగిన దేశంగా భారతదేశం నిలవబోతుందన్నమాట రైట్ సో దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి స్వదేశీ వాహక నౌక India's first indigenous aircraft carrier so indigenous అంటే ఏంటి స్వదేశీ పరిజ్ఞానంతో అని గుర్తుపెట్టుకోవాలి right now coming on to next important topic in the news so ఇక్కడ మనకు కనిపిస్తున్న విల్లాస్ ఏవైతే ఉన్నాయో ఈ విల్లా టైప్ ఆఫ్ ఇది చాలా పాపులర్ అయిందన్నమాట ఓకే ముఖ్యంగా మాల్డీవ్స్ రైట్ సో మాల్డీవ్స్లో these are called as Maldives type villas so ఇలాంటి విల్లాస్ని టూరిజంని బూస్ట్ చేయడం కోసం అంటే టూరిజంకి కొత్త ప్రోత్సాహకాలు అందించడం కోసం లక్షద్వీప్ ప్రభుత్వం కూడా సో భారతదేశంలో ఉన్న లక్షద్వీపుల ప్రభుత్వం కూడా ఈ మాల్డీవ్ స్టైల్ విల్లాస్ని తమ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నాము అని ఇటీవల డెసిషన్ తీసుకుందనమాట ఓకే సో లక్షద్వీప్ అనేది ఒక యూనియన్ టెరిటరీ అండ్ యూనియన్ టెరిటరీకి పాలకుడిగా ఎవరు ఉంటారు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు లేదా అతన్నే మనం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అంటాం and who is the chief administrator of Lakshadweep please comment it in the comment section and recently the chief administrator of Lakshadweep has said that we would implement the Maldive style of villas in order to boost tourism so లక్షద్వీప్లో టూరిజంని ప్రోత్సహించడం కోసం మాల్దీవ్స్ తరహాలో విల్లాలని మేము ఏర్పాటు చేయాలి చేయబోతున్నాము అని ఇటీవల లక్షద్వీప్ ప్రభుత్వం ప్రకటించిందనమాట రైట్ సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు లక్షద్వీవుల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట ఓకే సో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ మాల్దీవ్ స్టైల్ విల్లాస్ని తమ సముద్రాల్లో కన్స్ట్రక్ట్ చేయబోతుంది లక్షద్వీప్ ప్రభుత్వం ఓకే అదేవిధంగా ముఖ్యంగా మనకు లక్షద్వీపులు అనగానే దాదాపు ఒక ముప్పై ఆరు దీవుల యొక్క సమూహాన్నే మనం లక్షద్వీపులు అంటున్నాం లేదా లక్షద్వీప్ అంటున్నాం so Lakshadweep is a group of thirty six small islands right so మరి ఈ థర్టీ సిక్స్ ఐలండ్స్లో ఏ ఏ ఐలండ్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారంట అంటే ఒకటి మినికాయ్ లక్షద్వీపుల్లోని మినికాయ్ దీవిలో అదేవిధంగా కద్మత్ దీవిలో ఓకే మినికాయ్ మరియు కద్మత్ దీవి అదేవిధంగా సుహేలీ దీవి ఓకే సో ఈ మూడు దీవుల్లో ఈ మూడు ఐలాండ్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయబోతుంది లక్షద్వీప్ ప్రభుత్వం ఎందుకోసం అంటే తమ లక్షద్వీప్లో పర్యాటకాన్ని పెంపొందించడం కోసం ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ లక్షద్వీపుల విషయానికి వస్తే మనకి what is the capital city of Lakshadweep islands Kavaratti ఏంటి కవరత్తి అండ్ ఇవి కేరళ హైకోర్టు జ్యూరిస్డిక్షన్లోకి వస్తాయి అన్నమాట okay so Lakshadweep islands come under the jurisdiction of Kerala high court most important point గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి లక్షద్వీపులకు సంబంధించి ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటీవల మనకి పరాలి అని సో దీన్నే మనం పరాలి వన్ అని అంటాం సో ఈ పరాలి వన్ అనే ఐలాండ్ సముద్ర గర్భం పెరగడం వల్ల ఓకే సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల ఈ పరాలి వన్ అని లక్షద్వీపుల సమూహానికి చెందిన ఒక దీవి మునిగిపోవడం జరిగిందనమాట so it got submerge due to the sea water rise right so Parali one అనే ఐలాండ్ని కూడా గుర్తుపెట్టుకోండి right now coming on to next important topic in the news that is Samagra Shiksha Abhiyan okay so ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది అంటే సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది అండ్ ఈ సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా అనేక డెసిషన్స్ తీసుకున్నారు సెంట్రల్ క్యాబినెట్ ఓకే సో ఈ క్యాబినెట్ మీటింగ్లో భాగంగానే సమగ్ర శిక్ష అభియాన్ అని ఏదైతే కార్యక్రమం ఉందో ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకి ప్రీ స్కూల్ నుండి మొదలు పెడితే ఓకే ప్రీ స్కూల్ నుండి మొదలు పెడితే ప్లస్ టూ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుని క్వాలిటీ చదువుని పిల్లలకు అందించడం ఈ సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే సో సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రీ స్కూల్ లెవెల్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఓకే సో క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడం ఈ సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అండ్ ఇటీవల కేబినెట్ సమావేశంలో తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఈ సమగ్ర శిక్ష అభియాన్ని ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగించారన్నమాట okay so April first twenty twenty one నుండి April first twenty twenty one నుండి March thirty first twenty twenty six వరకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు అండ్ దీనికి ఏమని పేరు పెట్టారంట సమగ్ర శిక్ష అభియాన్ టూ అని పేరు పెట్టారన్నమాట సో అసలు మరి ఈ సమగ్ర శిక్ష అభియాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మనకి సమగ్ర శిక్ష అభియాన్ని రెండు వేల పదహారులో ఈ సమగ్ర శిక్ష అభియాన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట ఓకే సో ఈ సమగ్ర శిక్ష అభియాన్ విషయానికి వస్తే మనకి సమగ్ర శిక్ష అభియాన్ విషయానికి వస్తే ఎస్ఎస్ఏ అంటే సర్వశిక్ష అభియాన్ ఆ తర్వాత ఆర్ఎంఎస్ఏ ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అదేవిధంగా ఇంకొకటి టీచర్ ట్రైనింగ్ సో ఈ మూడు ప్రోగ్రామ్స్ని కలిపి ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ సమగ్ర శిక్ష అభియాన్ రైట్ అండ్ ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ సమగ్ర శిక్షలో భాగంగా మనకి ఈ ప్రోగ్రామ్కి అంటే ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ కాబోయే ఈ ప్రోగ్రామ్కి రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించింది కేంద్ర క్యాబినెట్ ఓకే రెండు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలను ఈ ఐదు సంవత్సరాలు ఇంప్లిమెంట్ కాబోయే సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమానికి కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అండ్ ఈ సమగ్ర శిక్ష అభియాన్ అనేది మనకి ఒక centrally sponsored scheme okay centrally sponsored scheme clear so మనము ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనే వాటికి తేడా తెలుసుకోవాలి సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో నడిచే కార్యక్రమాన్ని మనము సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటాం మరి సమగ్ర శిక్ష అభియాన్ యొక్క ఇదే ఎలాంటి స్కీము సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్తున్నాం మరి what is meant by centrally sponsored scheme అంటే ముఖ్యంగా దీంట్లో నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు యొక్క నిధులతో ఈ కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతుందన్నమాట సో ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్లో భాగంగా మనకు మూడు రకాలుగా డివైడ్ చేస్తారు సో ఆ మూడు రకాలు ఏంటి అంటే సో సపోజ్ ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉందనుకుందాం ఓకే సో దీంట్లో ముఖ్యంగా ఒక రకం ఏంటి అంటే ఒక రకంలో అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే మిగతా నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయి ఓకే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మనకి ఇంకో కేసు కూడా ఉంటుంది ఆ కేసు ఏంటి అంటే తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే పది శాతం నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి పది శాతం నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి ఆ తర్వాత వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది సో ఈ విధంగా మూడు రకాలుగా మనము సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ని డివైడ్ చేయొచ్చు సో వంద శాతం నిధులతో వంద శాతం నిధులు ఎక్కడిస్తారు అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా సో ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే శాసనసభ ఉండదో okay so union territories which are not having state legislative assemblies are given hundred percent funds by the central government okay so ఏ కేంద్రపాలిత ప్రాంతాలకైతే శాసనసభ ఉండదో వాటికి వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది ఆ తర్వాత తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలకు సమకూరుస్తుంది అంటే ముఖ్యంగా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా ఈశాన్య రాష్ట్రాలు అదేవిధంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు సో హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అంటే సిమ్లా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఆ తర్వాత మనకి ఉత్తరాఖండ్ సో ఇలాంటి రాష్ట్రాలకు తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పది శాతం నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలి ఇక అరవై శాతం నలభై శాతం విషయానికి వస్తే మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై శాతం నిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నమాట ఓకే సో సమగ్ర శిక్ష అభియాన్ ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగింది దాంట్లో భాగంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు who is the minister of education please comment it in the comment section and minister of education recently told that we shall extend Samagra Shiksha Abhiyan programme for further five years okay so ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట right now coming on to next important item in the news so ఇక్కడ కనిపిస్తున్న ఏ క్రీడకు సంబంధించిన ఆటగాళ్ళు వీళ్ళు hockey right so Indian hockey team ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఇటీవల జర్మనీని ఓడించి ఓకే దాదాపు నలభై సంవత్సరాల తర్వాత after a gap of forty years Indian hockey team won a medal okay so bronze మెడల్ని కాంస్య పథకాన్ని ఇండియన్ హాకీ టీం దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఒక ఒలింపిక్ మెడల్ని సాధించిందన్నమాట okay so last Olympic medal Indian hockey team won was in the year nineteen eighty so చివరిసారిగా ఒక ఒలింపిక్ మెడల్ని ఈ భారతదేశ హాకీ టీం ఎప్పుడు గెలుచుకుందంట అంటే నైన్టీన్ ఎయిటీలో గెలుచుకుంది మళ్ళీ నలభై సంవత్సరాల తర్వాత ఈ ఈరోజు మనకి మెన్స్ హాకీ టీం ఒక పథకాన్ని సాధించింది ఒలింపిక్ పథకాన్ని మరి ఏ పథకాన్ని సాధించింది అంటే బ్రాంజ్ పథకాన్ని ఓకే సో ఏ దేశాన్ని ఓడించి సాధించింది జర్మనీ దేశాన్ని ఓడించి సాధించింది అనమాట ఓకే సో ఈ పాయింట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఓవరాల్గా Indian men's hockey team Olympics పోటీలో దాదాపు పన్నెండు పథకాలను సాధించింది అనమాట ఓకే సో ఇప్పుడు సాధించిన కాంస్య పథకంతో మొత్తం ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ హాకీ టీం ఎన్ని పథకాలను సాధించింది అంటే పన్నెండు పథకాలను సాధించింది and who is the captain of this Indian men's hockey team Manpreet Singh most important point గుర్తుపెట్టుకోండి okay Manpreet Singh okay so bronze medal సాధించేలా క్యాప్టెన్సీ వహించింది ఎవరు అని అంటే మన్ప్రీత్ సింగ్ అండ్ గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ దాదాపు నలభై సంవత్సరాల తర్వాత మనము ఒలింపిక్ మెడల్ని గెలుచుకున్నాం అన్నమాట ఓకే సో ఇది most important and next so ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు she's and boxer from Assam okay so Assam రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి బాక్సింగ్ క్రీడాకారిణి అండ్ ఈవిడ పేరే లోవెలీనా లోవెలీనా బోర్గోహైన్ లోవలీనా బోర్గోహైన్ ఓకే అండ్ ఇటీవల లోవెలినా బోర్గహైన్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే అరవై తొమ్మిది కేజీల అరవై తొమ్మిది కేజీల బాక్సింగ్ విభాగంలో అరవై తొమ్మిది కేజీల బాక్సింగ్ విభాగంలో ఇటీవల లోవెలినా బోర్గోహైన్ ఏ పథకాన్ని గెలుచుకుంది కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఓకే కాంస్య పథకాన్ని అంటే బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది ఏ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి అస్సాం రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి ఓకే సో షీ డిఫీటెడ్ చై Chinese Nien Chen Chin okay so China boxer boxing క్రీడాకారిణి అయిన నియాన్ చెన్ చాన్ని ఓడించి అరవై తొమ్మిది కిలోల బాక్సింగ్ విభాగంలో కాంస్య పథకాన్ని సాధించింది లోవలీనా బోర్గోహైన్ అండ్ ఇటీవల మనం వార్తల్లో చూస్తే కూడా ఆవిడ ఇంటికి రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు అండ్ ఎప్పుడైతే ఈవిడ ఒలింపిక్ మెడల్ గెలుచుకుంది అని తెలియగానే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆమె వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక సపరేట్ పక్కా రోడ్డుని వేయించింది అనమాట ఓకే సో అంత పేదరికం నుండి వచ్చి ఇప్పుడు కాంస్య పథకాన్ని సాధించింది and she is the second boxer from India after Mary Kom okay so Mary Kom is the first female boxer from India to win an Olympic medal and after Mary Kom Lovlina Borgohain is the second women to win to win and Olympic medal right so వీళ్ళిద్దరు కూడా మనకి ఈశాన్య రాష్ట్రాలు మేరీకోమ్ మణిపూర్ రాష్ట్రం నుండి అయితే లోవెలీనా బోర్గోహైన్ అస్సాం రాష్ట్రం నుండి రైట్ సో గుర్తుపెట్టుకోండి లోవెలీనా బోర్గోహైన్ సో ఒకసారి మనకి పథకాలను కనుక గమనిస్తే పివి సింధు బ్రాంజ్ పథకం ఆ తర్వాత మీరాబాయి చాను సిల్వర్ పథకం అండ్ నెక్స్ట్ లోవలీనా బోర్గోహైన్ మనకి కాంస్య పథకం బాక్సింగ్లో ఆ తర్వాత ఇండియన్ మెన్స్ హాకీ టీం మళ్ళీ కాంస్య పథకం ఇంతవరకు బంగారు పథకం రాలేదు ఆ తర్వాత మనకి లేటెస్ట్గా రవి కుమార్ దహియా రవి కుమార్ దహియా కూడా సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు రెస్లింగ్ పోటీల్లో ఓకే సో నెక్స్ట్ అదే ఇంపార్టెంట్ న్యూస్ సో ఇతని పేరు రవి కుమార్ దహియా ఏం పేరు Ravi Kumar Dahia right so Ravikumar Dahiya silver మెడల్ని సాధించాడన్నమాట ఓకే సిల్వర్ మెడల్ని సాధించాడు ఏ క్రీడలో అంటే యాభై ఏడు కేజీల విభాగానికి చెందిన ఫ్రీ స్టైల్ వ్రెజిలింగ్ పోటీల్లో ఏమంటాం వీటిని ఫ్రీ స్టైల్ వ్రెజిలింగ్ పోటీల్లో కుస్తీ క్రీడలో యాభై ఏడు కిలోల విభాగానికి సంబంధించి రవికుమార్ దహియా వెండి పథకాన్ని సాధించాడు రైట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి యాభై ఏడు కిలోల విభాగంలో ఫ్రీ స్టైల్ రెస్లింగ్ సో మొత్తం భారతదేశం యొక్క పథకాల సంఖ్య ఎంతకు చేరింది ఐదుకు చేరింది ఓకే ఐదుకు చేరింది ఇందులో రెండు సిల్వర్ పథకాలు అండ్ మూడు కాంస్య పథకాలు గుర్తుపెట్టుకోండి right now coming on to next important person in the news that is Arvind Kejriwal so Arvind Kejriwal ఎవరు he is a former Indian Revenue Services officer and also now he is the Chief Minister of Delhi right so ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రెండు విషయాలకు వార్తల్లో నిలిచింది ఒకటి ఏంటి అంటే Delhi at the rate okay so Delhi at the rate twenty forty seven పేరుతో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు Arvind Kejriwal Delhi at the rate twenty forty seven పేరుతో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు అంటే Delhi act twenty forty seven program యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా ఢిల్లీ నగరాన్ని రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికల్లా ఒక వరల్డ్ క్లాస్ నగరంగా ఓకే ఒక వరల్డ్ క్లాస్ నగరంగా అంటే పేదవారు లేని ఓకే పేదవారు లేని స్లమ్ ప్రాంతాలు లేని అంటే అపరిశుభ్ర వీధులు లేని ఒక వరల్డ్ క్లాస్ నగరంగా తీర్చి తీర్చిదిద్దాలి అని Delhi at the rate twenty forty seven అనే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అరవింద్ కేజ్రీవాల్ ఇది ఒకటో కారణం అయితే అండ్ రెండో కారణం ఏంటి అంటే తమ రాష్ట్రంలో అంటే ఢిల్లీలో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రమోషన్ అంటే మనకి ముఖ్యంగా మెడికల్ ఆక్సిజన్ ఉంటుంది కదా సో ఈ మెడికల్ ఆక్సిజన్ని medical oxygen production plants so ఈ మెడికల్ ఆక్సిజన్ని ఉత్పత్తి చేయడం కోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల డెసిషన్ తీసుకుందనమాట ఓకే సో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలి అనుకుంటున్న హాస్పిటల్ కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులను కానివ్వండి వాళ్లకు ఢిల్లీలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయండి దానికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఢిల్లీ ప్రభుత్వం తరఫున మేమిస్తాము అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించాడు సో రెండు కారణాలు ఒకటి Delhi at the rate twenty forty seven and రెండవది మెడికల్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ని తమ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆ ఓనర్లకి లేదా ప్రైవేట్ కంపెనీలకి ప్రోత్సాహకాలను ఇవ్వడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో గుర్తుపెట్టుకోండి Arvind Kejriwal Delhi government right so now coming on to next important news so ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అని అంటే global hunger hotspots twenty twenty one so అసలు ఈ గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ అంటే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ట్వంటీ వన్లో అంటే రాబోయే నాలుగు నెలలు దట్ మీన్స్ ఆగస్టు నుండి నవంబర్ ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతాలలో ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి ఓకే ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి అని చెప్పి ఒక నివేదికను ప్రపంచ ఆహార సంస్థ లేదా దీన్నే మనం వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఓకే లేదా food and agricultural organization FAO అంటాం కదా సో ఆ సంస్థ గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ పేరు మీద గ్లోబల్ హంగర్ హాట్స్పాట్స్ పేరు మీద ఒక నివేదికని ప్రచారం చేసిందన్నమాట ప్రచురించిందన్నమాట ఓకే సో ఈ నివేదిక ప్రకారం ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్న ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి అండ్ ప్రపంచంలో ప్రజలు ఈ దేశాల్లో ఉన్న ప్రజలు ఆకలితో అలమటిస్తారు సో ఈ దేశాలు తొందరగా మేల్కొని తమ ఆహార భద్రతను సమకూర్చుకోవాలి అండ్ ప్రపంచ దేశాలు కూడా ఈ దేశాలకు ఆహార సప్లైని ఫుడ్ సప్లైస్ని అందించాలి అని ఈ రిపోర్ట్ చెప్పిందన్నమాట ఓకే సో ఈ రిపోర్ట్ మనకి ముఖ్యంగా food and agricultural organization FAO అని అంటాం కదా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అదేవిధంగా world food program world food program so ఈ రెండు సంస్థలు కలిసి ప్రచురించిన నివేదికయే ఈ global hunger hunger hotspots twenty twenty one నివేదిక ఓకే సో ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఇరవై మూడు దేశాలు ఉన్నాయంట ఈ దేశాల్లో ఈ దేశాలు క్రమక్రమంగా ఏ విధంగా మారబోతున్నాయి అంటే హంగర్ హాట్స్పాట్స్గా మారబోతున్నాయి ఈ దేశాలలో ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి అండ్ ముఖ్యంగా ఏ నెలలు అంటే ఏ ప్రాంతంలో అంటే ముఖ్యంగా ఆగస్ట్ నుండి నవంబర్ మధ్యలో ఈ దేశాలలో ఈ దేశాలలో ఆకలి చావులు ఎక్కువ కాబోతున్నాయి సో ఈ దేశాలు మేల్కోవాలి ఓకే అత్యంత తొందరగా మేల్కోవాలి అని ఈ హంగర్ హాట్స్పాట్ ఇండెక్స్ మనకి చెప్తుందన్నమాట ఓకే అదేవిధంగా మనకి ఆఫ్రికా దేశంలో ఉన్న ఈ ఇథియోపియా అనే దేశం ఓకే సో ఇథియోపియా దేశం అదేవిధంగా మనకి ఆఫ్రికా ఖండం పక్కనే ఉండే ఇంకో దేశం ఉంది కదా మడగాస్కర్ అని అంటాం సో ఈ దేశాలకు హై అలర్ట్ని కూడా ప్రకటించింది అనమాట అదేవిధంగా నైజీరియా సో నైజీరియా దేశానికి కూడా హై అలర్ట్ ప్రకటించింది సో ఈ దేశాలు అత్యంత తొందరగా తమ ఆహార భద్రతను సమకూర్చుకోవాలి లేదా ప్రపంచ దేశాలు ఈ దేశాలకు సహాయం చేయాలి అని ఈ రిపోర్ట్ చెప్తుంది ఇక ఏ ఆసియా ఖండం విషయానికి వస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్ సో మనకి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ అనగానే తాలిబన్లు క్లియర్ ఎప్పుడు చూసినా యుద్ధాలు సో ఈ యుద్ధాల వల్ల కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా నష్టపోతుంది అండ్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ భూమి లేదా ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది పంటలకి అంతగా అనుకూలం కాదు రైట్ సో ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆకలి చావులు ఎక్కువగా అవ్వబోతున్నాయి సో ఆఫ్ఘనిస్తాన్ కూడా హై రిస్క్ జోన్లో ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట right so most important point గుర్తుపెట్టుకోండి అండ్ దీనికి సంబంధించి ఒకసారి క్వశ్చన్ చూద్దాం with reference to hunger hotspot report consider the following statements right so first statement the report is jointly released by food and agricultural organization and the world food program so మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఆ తర్వాత వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రపంచ ఆహార కార్యక్రమం సో ఈ రెండు కలిసి ఈ నివేదికని ప్రచురించాయి అంటే yes first statement correct right so second statement చూద్దాం most number of countries where acute food insecurity will worsen from August to November twenty twenty one are from Asia okay so August నుండి నవంబర్ మధ్యలో ఆగస్టు నుండి నవంబర్ మధ్యలో అత్యంత ఆకలి ఓకే అత్యంత ఆహార భద్రత లేని దేశాలుగా ఏ ఉండబోతున్నాయంట అంటే ఆసియాలోని దేశాలు ఉండబోతున్నాయి అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది కానీ ఇది తప్పు ఓకే ఏ ఖండంలోని దేశాలు ఉండబోతున్నాయి ఆఫ్రికా ఖండంలోని దేశాలు ఉండబోతున్నాయి అన్నమాట సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది that is A one only okay so the most hunger హాట్స్పాట్లు ఎక్కువగా ఏ ఖండంలో ఉండబోతున్నాయి ఆఫ్రికాలో ఉండబోతున్నాయి అండ్ మరీ ముఖ్యంగా ఆగస్ట్ నుండి నవంబర్ ఈ మధ్యకాలంలో ఈ దేశాలు హంగర్ హాట్స్పాట్స్గా మారే ప్రమాదం ఉంది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట రైట్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి now coming on to next important topic that is IndusInd bank so ఇటీవల ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ఆర్బీఐ ఇండస్ ఇండ్ బ్యాంక్ని ఏజెన్సీ బ్యాంక్ గుర్తించిందన్నమాట ఓకే సో అసలు ఏజెన్సీ బ్యాంక్ హోదా అంటే ఏంటి ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఏజెన్సీ బ్యాంక్ అంటే ఏంటి అంటే భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఇకపై ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరు మీద జరగబోతున్నాయి సో దీన్నే మనం ఏజెన్సీ బ్యాంక్ అంటాం ఓకే సో ఏజెన్సీ బ్యాంక్ అంటే ఏంటి ప్రభుత్వం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇక నుండి ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరు మీద జరగబోతున్నాయి అండ్ ఇటీవల ఆర్బీఐ ఇండస్ ఇండ్ బ్యాంక్ని నామినేట్ చేసింది ఆ ప్రక్రియ కోసం okay so most important agency bank అంటే అర్థం ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి రైట్ సో అందుకే ఇండస్ ఇండ్ బ్యాంక్ వార్తల్లో నిలిచింది రైట్ సో ఒకసారి ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క చరిత్ర కనుక విషయానికి వస్తే దీన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముంబైలో ఏర్పాటు చేశారు అండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏమంటాం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే పూణేలో ఉంది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది పూణేలో ఉంది అండ్ దీని యొక్క సీఈఓ e సుమంత్ కత్పాలియా ఎవరు Sumant Kathpalia is the current CEO of IndusInd bank why why was it it why it was in news అంటే it was empanelled as the agency bank by Reserve Bank of India so what is mean by agency bank that means the official financial transactions of the government of India would be done on behalf of IndusInd bank భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇక నుండి నిర్వహిస్తుంది దాన్ని మనం ఏజెన్సీ బ్యాంక్ అంటాం సో రైట్ క్వశ్చన్ చూద్దాము with Which of the following bank has been empaneled by the Reserve Bank of India to act as an agency bank? That is Indus Ind Bank, right? Most important gurtu గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ముద్రా యోజన సో ఇటీవల ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క బడ్జెట్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం ఓకే సో అసలు ప్రతి సంవత్సరం ఈ ముద్రా యోజన కింద ముద్రా యోజన కింద లోన్లు ఇస్తారు ఆర్థిక సహాయాన్ని చేస్తారు అవునా సో ఈ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ముద్రా లోన్లలో భాగంగా ముద్రా పథకం కింద మూడు లక్షల కోట్లని ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నమాట ఓకే మూడు లక్షల కోట్లను ఇవ్వాలి అని నిర్ణయించింది కానీ దానికన్నా ముందు సంవత్సరం అంటే two thousand two thousand twenty twenty వన్కి సంబంధించి ఎంత నిధులు విడుదల చేశారంట ముద్రా కార్యక్రమంలో భాగంగా అంటే three point two one lakh crores మూడు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లను నిధుల రూపంలో ఇస్తే ఈ సంవత్సరం ఆ ఎక్స్పెన్స్ని అంటే ఆ బడ్జెట్ని తగ్గించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల కోట్లకి ఓకే సో ఇక ముద్ర ముద్ర అంటే ఏంటి మనకి ముఖ్యంగా ముద్ర యొక్క ముద్ర యొక్క ఫుల్ ఫామ్ కనుక చూసుకుంటే micro units development and refinance agency micro units development and refinance agency so దీంట్లో మనకి పది లక్షల వరకు సో నాకు ముద్రా లోన్ కావాలంటే నాకు ఇయ్యరు రైట్ సో ఏదైనా ఒక చిన్న సంస్థలు ఉంటాయి కదా సో ప్రజలకి ఆర్థిక సహాయం చేసే ఆ చిన్న సంస్థలను డెవలప్ చేయడం కోసం ఈ ముద్రా లోన్లు ఇస్తారన్నమాట ఓకే సో ఇవి ప్రత్యక్షంగా వ్యక్తులకు ఇవ్వరు గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ ముద్రాలో ముద్ర విషయానికి వస్తే మనకి ఈ ముద్రా పథకాన్ని రెండు వేల పదిహేనో సంవత్సరంలో okay it was launch in the year two thousand fifteen and ఈ ముద్ర పథకంలో భాగంగా మనకు మూడు కేటగిరీలు ఉంటాయి అవునా సో ఆ మూడు కేటగిరీలు ఏంటి ఒకటి శిశు ఓకే శిశు ఆ తర్వాత కిషోర్ అండ్ మూడవది తరుణ్ మూడు విభాగాలు ఉంటాయన్నమాట సో శిశు అంటే ఏంటి యాభై వేల వరకు రుణం ఈ శిశు అనే పథకం కింద వస్తుంది ఓకే మరి కిషోర్ అంటే యాభై వేల నుండి ఐదు లక్షల వరకు రుణాన్ని ఈ కిషోర్ పథకంలో భాగంగా మనం తీసుకోవచ్చు అండ్ తరుణ్ విషయానికి వస్తే ఐదు లక్షల నుండి పది లక్షల వరకు రుణాన్ని ఈ తరుణ్ విభాగం కింద మనం పొందొచ్చు అన్నమాట సో అసలు ముద్రా కార్యక్రమం ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి మూడు లక్షల కోట్లు ముద్రా లోన్ల రూపంలో ఇవ్వాలి అని భావించింది రైట్ సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం what is the loans disbursement target set by government under the PM Mudra Yojana ఏంటది త్రీ ట్రిలియన్ త్రీ ట్రిలియన్ అంటే మూడు లక్షల కోట్లు right now coming on to next important topic in the news so ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్న దేశం ఏంటి శ్రీలంక రైట్ అండ్ శ్రీలంకలో ఇక్కడ మనకి పింక్ కలర్లో హైలైట్ చేసి ఉన్న ప్రాంతం పేరు రత్నపుర ఏం పేరు రత్నపుర సో అసలు ఈ శ్రీలంకలో ఉన్న రత్నపుర ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే ఓకే అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉంటే కనుగొన్న విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి గని ఓకే సో అందుకే ఇక్కడ మీకు పిక్చర్ కూడా పెట్టడం జరిగింది సో దీన్నే మనం ఏమంటున్నాం నీలమణి అంటాము ఇంగ్లీష్లో we call it as sapphire అని అంటాం ఏమంటాం సాఫైర్ దీన్నే మనము నీలం లేదా నీలమణి అని కూడా అంటాం సో ప్రపంచంలోనే అతి అతిపెద్ద నీలమణికి నీలమణి గని ఇటీవల శ్రీలంకలోని రత్నపురాలో రత్నపురాలో గుర్తించడం జరిగింది అనమాట అందుకే ఇది వార్తల్లో నిలిచింది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి okay so world's largest star sapphire cluster sapphire అంటే నీలమణి cluster has been found in Ratnapura area of that is Sri Lanka so Ratnapura ప్రాంతంలో బయటపడింది సో ఈ రత్నపుర ప్రాంతం ఎక్కడుంది శ్రీలంకలో ఉంది రైట్ సో ఇక శ్రీలంక విషయానికి వస్తే శ్రీలంక విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు ఎవరు Gotabaya Rajapaksa okay Gotabaya Gotabaya Rajapaksa is the present president of Sri Lanka and prime minister ఎవరు ప్రస్తుతం శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఎవరు దట్ ఈస్ మహీంద్ర లేదా మహింద రాజపక్స రైట్ సో మరి శ్రీలంకని నైన్టీన్ సెవెంటీ త్రీ కన్నా ముందు ఓకే పంతొమ్మిది వందల డెబ్బై మూడు కన్నా ముందు శ్రీలంకని సిలోన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు శ్రీలంక యొక్క రాజధాని ఏంటి కొలంబో అండ్ శ్రీలంక యొక్క కరెన్సీని కనుక మనం గమనిస్తే శ్రీలంకన్ రూపీ సో ఇలాంటి పాయింట్లను కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇక్కడ మనకి కనిపిస్తున్న వ్యక్తి పేరు మినీ ఐపి ఏం పేరు మినీ ఐపి మినీ ఐపి రైట్ సో ఇటీవల మినీ ఐపి ఈవిడ ఎల్ఐసి యొక్క ఓకే ఎల్ఐసి యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు ఓకే సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే ఈమె విద్యాభ్యాసం జరిగింది and she and post graduate from commerce okay so commerce విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎల్ఐసిలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయింది అండ్ ప్రస్తుతం ఎల్ఐసి యొక్క ఎండీగా బాధ్యతలు చేపట్టింది Mini Ipe right so point గుర్తుపెట్టుకోండి అండ్ ఎల్ఐసి విషయానికి వస్తే ఎల్ఐసిని భారతదేశ ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ప్రారంభించింది ఓకే అండ్ ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అసలు ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది అండ్ ప్రస్తుతం దీనికి చైర్మన్గా ఎంఆర్ కుమార్ ఉన్నారు ఎవరు M R Kumar is the current chairperson of LIC and recently LIC was in news because it got a new MD and a new MD పేరేంటి Mini Ipe okay most important గుర్తుపెట్టుకోండి who has been recently appointed as the managing director of life insurance corporation of India that is Mini Ipe ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి right next important point so ఇక్కడ మనకి వార్త ఇతను వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఇతడి పేరు షెహరోజ్ కాషిఫ్ ఏం పేరు Shehroz Kashif and this Shehroz Kashif was recently news so ఇతను జెండా చూస్తే మనకు అర్థమవుతుంది కదా మన పక్క దేశమైన పాకిస్తాన్కి చెందిన ఒక నైన్టీన్ ఇయర్స్ పిల్లవాడు okay so nineteen years Shehroz Kasif was recently in news because he ఈ became the youngest youngest person to reach the summit of K two okay so K two అంటాం కదా మనము కారకోరం లేదా దీన్నే మనం గాడ్విన్ ఆస్టిన్ అంటాం సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన పర్వతం దీన్నే మనం కేటు అంటాము గాడ్విన్ ఆస్టిన్ అంటాము కారకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ కేటు గాడ్విన్ ఆస్టిన్ని ఇటీవల పాకిస్తాన్కి చెందిన పదము పంతొమ్మిదేళ్ల బాలుడైన షెహరోజ్ కాషిఫ్ అధిరోహించాడనమాట okay so he K he scaled the K two recently and became the youngest person to scale K2. Right so K టూని అధిరోహించిన యంగెస్ట్ పర్సన్గా షెహరోజ్ కాషిఫ్ పాకిస్తాన్కి చెందినవాడు అన్నమాట ఓకే సో ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఇటీవల పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క రెసిడెన్స్ అంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉండే అఫీషియల్ రెసిడెన్స్ని కూడా రెంట్కి ఇచ్చే దౌర్భాగ్యానికి పాకిస్తాన్ లాగబడింది ఓకే సో టెర్రరిస్టులని ఉన్మాదులను ప్రోత్సహిస్తే అదే గతి పడుతుంది అండ్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన పాకిస్తాన్ అండ్ దానికి ఒక గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్ సో ఆ దేశం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది but Shehroz Kashif was recently in news and ఇతను he became the youngest person to scale the summit of K two okay so Karakoram పర్వత శ్రేణుల్లో ఉన్న గాడ్విన్ ఆస్టిన్ పర్వతం దీని యొక్క స్పెషాలిటీ ఏంటి ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన యంగ్ బాయ్గా Kashif Shehros Kasif Vartalon ilchad. Question Juddam Who has become the world's youngest mountaineer to scale K2? That is Shehros Kasif from Pakistan. Right now coming on to next important topic in the news so మనకి ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వార్తల్లో నిలిచింది ఓకే ఎందుకు అంటే మనకి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి రీప్రోగ్రామబుల్ శాటిలైట్ని లాంచ్ చేసింది అండ్ ఆ ఫస్ట్ రీప్రోగ్రామబుల్ శాటిలైట్ పేరేంటి అంటే Eutelsat Quantum okay so Eutelsat Quantum పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి రీప్రోగ్రామబుల్ శాటిలైట్ని లాంచ్ చేసింది European Space Agency European Space Agency so ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ పరంగా శాటిలైట్ పనిచేస్తుంది అవునా కానీ ఆ ప్రోగ్రాంలో ఇతర మార్పులు ఏవైనా చేయాలి అప్పుడు ఆ శాటిలైట్లో మళ్ళీ మనం ఆ ప్రోగ్రామ్ని మార్పు చేయవచ్చు సో దీన్నే మనం రీప్రోగ్రామింగ్ అంటాం అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటి రీప్రోగ్రామబుల్ శాటిలైట్ దాని పేరేంటి యుటెల్సాట్ క్వాంటమ్ పేరుతో ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ శాటిలైట్ని ప్రయోగించింది అనమాట most important right so which of the following has launched Eutelsat Quantum the world's first commercial reprogrammable satellite that is European Space Agency right now coming on to next important topic in the news so ఇక్కడ మనకు ఒక మిసైల్ కనిపిస్తుంది కదా దీన్నే మనం హర్పూన్ మిసైల్ అని అంటాం ఏమంటాము హర్పూన్ మిసైల్ అండ్ ఇటీవల యుఎస్ఏ అమెరికా ప్రభుత్వం ఈ హర్పూన్ మిసైల్ని ఈ హర్పూన్ మిసైల్ని భారతదేశ ప్రభుత్వానికి అందించింది అనమాట ఓకే సో దాదాపు ఎనభై రెండు మిలియన్ డాలర్లు ఎనభై రెండు మిలియన్ డాలర్లను భారతదేశ ప్రభుత్వం అమెరికాకి ఇచ్చింది అండ్ దాంట్లో భాగంగా ఈ హర్పూన్ మిసైల్ భారతదేశానికి అమెరికా ఇవ్వడం జరిగిందన్నమాట ఓకే ఎంత కొనుగోలు చేసాం మనము దాదాపు ఎనభై రెండు మిలియన్ డాలర్లకు ఈ హర్పూన్ మిసైల్ని మనం అమెరికా ప్రభుత్వం నుండి కొనుగోలు చేశామన్నమాట ఓకే సో ఇక హర్పూన్ మిసైల్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా ఈ హర్పూన్ మిసైల్ అనేది ఈ హర్పున్ మిసైల్ అయిన అనేది it is an all weather missile okay so ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ మిసైల్ని మనం ప్రయోగించవచ్చు అన్నమాట ఓకే సో అది speciality Harpoon missile recently seen in news is developed by which country that is USA అంతే కదా now coming on to next important topic in the news so Sabki Yojana Sabka Vikas scheme క్లియర్ సో అసలు ఈ సబ్కి యోజన సబ్కా వికాస్ స్కీమ్ ఏంటి అంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీలు ఉంటాయి కదా సో ఈ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం కోసం ఓకే సో గ్రామ పంచాయతీల యొక్క బలోపేతం కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే సబ్కా యోజన సబ్కా వికాస్ సబ్కీ యోజన సబ్కా వికాస్ సో ముఖ్యంగా గ్రామ పంచాయత్స్ ఓకే సో గ్రామ పంచాయతీల యొక్క స్వశక్తీకరణ కోసం ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాన్ని సబ్కీ యోజన సబ్కా వికాస్ అని అంటాం సో ఈ కార్యక్రమంలో భాగంగా మనకి ముఖ్యంగా gram panchayat development plan okay so ప్రతి గ్రామ పంచాయత్ ఏం చేయాలంట వాళ్ళ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం కోసం గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ని రూపొందించాలి ఓకే అండ్ ఈ ప్లాన్ రూపొందించేటప్పుడు ఆ గ్రామ సభలో ఉన్న సభ్యులు ఓకే సో గ్రామ సభలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఆ ఊర్లో పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళంతా కూడా గ్రామ సభలో సభ్యులే ఓకే సో గ్రామ సభలో గ్రామం యొక్క డెవలప్మెంట్ ప్లాన్ని రూపొందించుకోవాలి అండ్ ఆ ప్లాన్కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి వాళ్ళకు కొన్ని నిధులు ఇస్తుందన్నమాట సో ఆ నిధులతో వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ ప్లాన్ని రూపొందించుకున్నారో అలా ఆ ప్లాన్లో ఉన్న ఫీచర్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఓకే సో ఒక విధంగా గ్రామాల స్వశక్తీకరణ ఓకే స్వశక్తీకరణ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ఈ కార్యక్రమాన్ని మనము సబ్కీ యోజన సబ్కా వికాస్ అని అంటాం అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం which of the following are the objectives అంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి సబ్కి యోజన సబ్కా వికాస్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి a strength of elected representatives and self help groups so అర్థమైంది కదా సో గ్రామ పంచాయతీలో ఎన్నికైన సభ్యులు ఉంటారు సో సపోజ్ సర్పంచ్ ఉన్నాడు ఎన్నికవుతాడు వార్డు మెంబర్లు ఉన్నారు ఎన్నికవుతారు సో ఈ వ్యవస్థను బలోపేతం చేయడం అదేవిధంగా గ్రామంలో ఉన్న స్వయం సహాయక బృందాలు వీటినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం వాటిని బలోపేతం చేయడం so yes correct statement right so second point చూద్దాం evidence based assessment of progress made in twenty twenty one and proposals for twenty twenty one twenty two in all twenty nine subjects of ninth schedule so గ్రామ పంచాయతీలో పంచాయతీలకు కూడా రాజ్యాంగ హోదాని ఇచ్చారు కదా అండ్ గ్రామ పంచాయతీలు దాదాపు ఇరవై తొమ్మిది అంశాలపై ఇరవై తొమ్మిది అంశాలపై చట్టాలు చేయొచ్చు అండ్ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి రాజ్యాంగంలోని పదకొండవ షెడ్యూల్లో ఉన్నాయి ఓకే సో ఒకసారి కనుక ఈ స్టేట్మెంట్ కనుక మనం గమనిస్తే ఈ సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమంలో భాగంగా ఇంతకు ముందుకు సంవత్సరం ఇంతకు ముందు సంవత్సరం జరిగిన అభివృద్ధిని అంచనా వేసి లేదా బేరేజ్ వేసి ప్రస్తుతం ఉన్న సంవత్సరానికి ఏ విధంగా నిధులు కేటాయించాలి అనే ఒక అనాలిసిస్ కూడా జరుగుతుంది అన్నమాట సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ రైట్ అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూద్దాము preparation of inclusive participatory and evidence based gram panchayat development ప్లాన్ సో ఈ సబ్కీ యోజన సబ్కీ వికాస్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామ పంచాయతీల యొక్క డెవలప్మెంట్ కోసం గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్లను రూపొందించాలి అవునా సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది మన ఆన్సర్ ఏమవుతుంది that is all of these all the statements regarding Sabki Yojana and Sabka Vikas are correct in this question right మన ఆన్సర్ ఏమవుతుంది that is D right now coming on to next important topic in the news so ఇక్కడ the most incredible Olympic stories పేరుతో ఇటీవల ఒక పుస్తకం విడుదలైందన్నమాట ఏంటి ఆ పుస్తకం పేరు the most incredible Olympic stories so అసలు ఈ పుస్తకంలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే అత్యంత దౌర్భాగ్య పరిస్థితులు లేదా అత్యంత కఠినమైన పరిస్థితులు నుండి వచ్చి ఒలింపిక్లో పథకాలు సాధించిన విజేతలకు సంబంధించి దాదాపు పది మంది ఓకే సో వాళ్ళకు అంగవైకల్యం ఉన్నా లేదా వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోయినా దుర్భర జీవితాల నుండి వచ్చి ఒలింపిక్స్లో విజయం సాధించిన సాధించిన క్రీడాకారుల జీవిత చరిత్రల భాగంగా ఈ most in the most incredible Olympic stories పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట ఓకే సో ఈ పుస్తకం ఒక విధంగా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయబోయే క్రీడాకారులకు మోటివేషన్గా పనిచేయబోతుంది క్లియర్ అండ్ దీన్ని రచించింది ఎవరు అని అంటే Luciano okay Luciano Vernik okay Luciano Vernik అనే లేడీ ఈ బుక్ని రాసిందన్నమాట ఓకే సో అర్జెంటీనా దేశానికి చెందిన లూసియానో వర్ణిక్ ఈ పుస్తకాన్ని రాసింది అండ్ ఈవిడ రాసిన పుస్తకం పేరేంది the most incredible Olympic stories so దీంట్లో ముఖ్యంగా పది మంది ఒలింపిక్ విజేతల యొక్క జీవిత చరిత్రలు వాళ్ళు అనుభవించిన కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు వీటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది రైట్ ఒకసారి క్వశ్చన్ చూద్దాం recently the book the most incredible Olympic Stories has been launched. Who has written this book? Who has written this book? That is Luciano Wernicke so ఈవిడ ఏ దేశానికి చెందింది అర్జెంటీనా దేశానికి చెందింది రైట్ సో అర్జెంటీనా దేశం ఏ ఖండంలో ఉంది it is in South America continent right so దక్షిణ అమెరికా ఖండంలో భాగంగా అర్జెంటీనా దేశం ఉంటుంది సో ఇది మనకు సంబంధించి ముఖ్యమైన సమాచారం okay I think you like the session for further quality content please like comment and share our channel and do not forget to subscribe and hitting the bell icon thank very much